టోటల్ వారం క్రిందటి క్యాల్కులేషన్ ఒకసారి సరిచూస్తే సారీ తరచి చూస్తే అప్పాజీ సర్వాన్ని ఎంత పిలిచినా ఉలకడు పలకడు చెవుడా కొవ్వా నరాలు జబ్బా వరే సర్వం వేధవా ఇలా తగలడు అలా పిలిస్తే రాను అంటే మేళతాళాలతో పిలవాలా అమృతం అంజీ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఒక పార్టీలో అప్లికేషన్స్ పెట్టి గెలిచినంత సంబరంగా మేళతాళాలతో వస్తారు సర్వేశ్వరన్ అన్న తన పేరుని సర్ విలియమ్స్గా మార్చుకున్నట్టు సర్వం చెప్తాడు న్యూమరాలజిస్ట్ సహకారంతో ఎందుకురా అని అడిగితే సర్వర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్కి ప్రమోట్ అవ్వాలని కంగుతిన్న అంజీ అమృతం కూడా న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు వాళ్ల పోస్టులు రక్షించుకోవడానికి న్యూమరాలజిస్ట్ లెక్కలేనని లెక్కలు వేసి వాళ్ళ అసలు పేర్లు అచ్చి రాలేదని కలిసొచ్చే కొత్త పేర్లు తగిలిస్తాడు కిచ్చు కాము కావు కిచ్చు కాము కావా కాదుల కాజాలు కాదుల కాజాలా అలా వాళ్లకు కొత్తగా నామకరణం చేసి అవి నోట్లో ఎక్కువగా నానుతూ ఉండాలని వీలైనన్ని ఎక్కువసార్లు ఉచ్చరించమని చెప్తాడు కాదులు కాజాలు రే కాదులు కాజాలు ఆ వస్తున్నా కిచ్చుకాముకా ఇలా రా కాదులు కాజాలు వచ్చేసా కిచ్చుకాముకావు కాదులు కాజాలు ఇవాళ కూర లిస్ట్ ఇస్తున్నా కిచ్చుకాముకావు ఇదిగో కిచ్చుకాముకావు థ్యాంక్ యూ కాదులు కాజాలు ఇలా మాటకు ముందు వెనక కొత్త పేర్లను జోడించి అవసరం ఉన్నా లేకున్నా పిలుచుకుంటూ నెంబర్స్తో ఫేట్ మారుతుందనే పిచ్చి నమ్మకంలో ఉంటారు ఈ వారం రోజుల్లో బిజినెస్ ఏమైనా పెరిగిందా ఓవర్ పావులా పెరిగింది సంఖ్యాజీ మోతాదు సరిపోలేదు సతీమన్ల పేర్లు కూడా మార్చాలంటాడు సంజీవుని పేరుని కట్ చేసి కుదించి జీవాగా మారుస్తాడు జీవా శాంత పేరుని అంతా అని మారుస్తాడు తంతుందేమో సంఖ్యాజీ అయితే బూరెల బుట్టలో పడతా పడతాడు బూరెల బుట్టలో కాదు గారెల ప్లేట్లో క్యాలిక్యులేషన్ ఎర్రర్ బూరే గారయింది ఇప్పుడు సశేషమైన ఆ లెక్కలో శేషం ఎంత మిగిలిందో చూద్దాం అలవాటు ప్రకారం ఇక్కడికొస్తే ఇక్కడా లేరే ఎక్కడున్నారు వీళ్ళు హలో కిచ్కామ్ కావ్ నేనే మీరు ఇప్పుడు వచ్చారు పైకి ఇప్పుడు ఎక్కారు జస్ట్ ఇప్పుడే మీరు డాబా మీదే ఉన్నారనుకుని నేరుగా ఇక్కడికే వచ్చా ఇంతకీ కాదులు కాజాలు ఎక్కడా కాదులు కాజాలు ఆయింట్మెంట్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఇదిగో వచ్చేశాడు మీ సతీమణుల పేర్లు సరిచేసిన తర్వాత టర్నోవర్ పావలా నుంచి ముప్పావలా పెరుగుండాలే లేదు ముక్కు పెరిగింది ఆ ముక్కు పెరిగిందా ప్లస్ ఉబ్బింది వాచింది కూడా అంటే టర్నోవర్ పావలా ముక్కు ముప్పావలా ఓహో ఆగలాగా మీ పేర్లు మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్ళ పేర్లు కూడా మీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయన్నమాట చుట్టుపక్కల వాళ్ళ ఇదిగో ఇంత బిల్డింగ్ ఉందే ఈయన ఆయన మా బెస్ట్ కస్టమర్ ఇక్కడ టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళరు ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇక్కడి నుంచే ఆర్డర్ ఇస్తారు అతని పేరు కొండలరావు అది మరి కేవందు చూసావా అందుకే అంత పవర్ఫుల్గా ఉన్నాడు కొండల అతను అక్కడుంటే నీకే ఉంటుంది ఈ రోజు నుంచి ఆ కొండను కరిగించి డల్రావుని పిలవండి డల్రావా డౌట్ ఏంటి ఏం లెజ్జి అలాగే పిలుస్తాం ఈ ఇల్లు ఎవరిది మనదే అంటే ఓనర్ వేరేలేండి అదే ఆ ఓనర్ పేరు అప్పాజీ ఎక్కడుంటాడు పెసరట్టు టైం అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటాడు ఇదిగో నా రూపాయి నాకు ఇచ్చేయి ఏ రూపాయిరా మొన్న లెక్క తేడా వచ్చి ఒక రూపాయి ఎక్కువ వచ్చిందని కన్ఫ్యూజ్ అయితే నువ్వు తీసుకెళ్లావే ఆ రూపాయి మా అమ్మ చెప్పింది లెక్క కరెక్టేనంట అందుకని రూపాయి తక్కువైంది ఏంటి మొన్నటి లెక్క ఇవాళ గుర్తొచ్చిందా నిన్న మొన్న ఎక్కడికెళ్ళా రోజు నీకోసం ఇక్కడే కూర్చుంటానా నువ్వే దొరకలే అంటే నీ రూపాయి కోసం నేను తప్పించుకు తిరుగుతున్నానా వెళ్ళరా నా రూపాయి నాకు ఇచ్చే మా అమ్మ తిడుతుంది నా రూపాయి నాకు ఇచ్చే ఇంకా ఉంది నీ రూపాయి అన్న అన్న రూపాయి ఇదిగో అందుకే ఈ లెక్కలంటే నాకు ఒళ్ళు మంట ఐ గోట్ ఇట్ వచ్చారు మీ పేరేంటి వీడేవాడు వీడేవాడు వాడు ఫనీ నేమ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఖతర్నాక్ పేరు మీ ఫేట్ని బ్లేడ్లా కోసేస్తుంది దీన్ని కొంచెం షార్ట్ చేసి కే యాడ్ చేస్తే కీడు ఏమిటయ్యా ఈ కాకిగోల <laughs> కాకిగోల కాదు మిస్టర్ కీడు మీ నామదోషం కోడై కూస్తుంది కాలనాగై కాటేస్తుంది దిస్ ఈస్ టూ మచ్ అడ్డమైన కూతలు కూస్తున్నాడు వీడెవడసలా వీడెవడసలు ఓ ఇంటి పేరు అసలా <laughs> మరి చెప్పరే <laughs> ఏ అసలు ఏం చేస్తున్నావు మీ నామధేయాన్ని బట్టి సంఖ్యలు సవరిస్తున్నా ఏమిటి నామధేయం ఆ చెప్పానుగా అసలు వీడెవడు ఏమిటి నా పేరు అస్సలు వీడెవడా నీ ముంజకాయ కొడతా నా పేరు అప్పాజీ అప్పాజీయా ఏక్ మినిట్ జీ ఇప్పుడే మోడిఫికేషన్ ఇచ్చేస్తా సంఖ్యాజీ గారు అవన్నీ తీరిగ్గా లెక్క చూసి తర్వాత చెప్పండి మార్పులు మరి నా ఫీజు ఫీజు కూడా నెక్స్ట్ విజిట్ లోనే పదండి ఏమిటయ్యా ఈ గోలంతా ఆంజనేయులు సార్ తప్పు సార్ ఏమన్నానని ఏమిటయ్యా ఈ గోలంతా అన్నాను అందులో తప్పేమిటి అది కాదు సార్ ఇంకో మాట అన్నారు ఇంకో మాట ఆ ఆంజనేయులు అన్నాను శ్రీరామ అంటే భూతైనట్టు అయినట్టు ఆంజనేయులు అంటాం కూడా తప్పేనట్టయ్యా ముమ్మాటికి నో మై నేమ్ ఈజ్ కాదుల కాజాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మా పేర్లలో గొప్ప మార్పులు చేసుకున్నాం ఏమిటయ్యా ఈ పిచ్చి పిచ్చి అంటేనేంటి మళ్ళీ ఈ కోత ఏమిటి మిమ్మల్ని కాదు sir my partner and my friend మిమ్మల్ని మామూలు పేర్లతో భరించడమే చాలా కష్టం ఇక మానవ భాషలన్నింటికీ అతీతమైన కోతలతో పిలవడం నా వల్ల కాదు అలా అనొద్దు సార్ మా జీవితాలను అభివృద్ధి చేసుకోవాలన్న మా తపన అర్థం చేసుకోండి ఎలా దయచేసి మా కొత్త పేర్లతో మమ్మల్ని సంబోధించండి లేదయ్యా వినటానికే వికారంగా ఉంది సార్ <laughs> సార్ మా బంగారు భవిష్యత్తుని బూడిదలు పోయకండి సార్ మా పూర్వ పేర్ని బూట్ చేయండి సార్ బూట్ చేయండి సరే సరే లేవండి లేవండి అలా కాదు ప్రత్యక్షంగా మా ఎదుటే కాక పరోక్షంగా మేము లేనప్పుడు కూడా ఇవే పేర్లు ఉచ్చరించాలి సరే ప్రమాణం చేయండి సరే అంటున్నాను అలాగని నా పేరును మాత్రం కా భాషతో కైమా చేయొద్దు ఫోను మర్చిపోయి లేదు వెళ్ళి తిప్పాడు హలో ఏంటంట్రా అప్పాజీ గారి పేరు క్యాలిక్యులేషను కంప్లీట్ అయిందంట్రా ఏం కూశాడు ఆహా కుదించడం లాంటివేం చేయలేదు మైనర్ చేంజ్ చెప్పాడు అంతే ఒక కే యాడ్ చేయమన్నాడు కే అంటే కప్పాజీ ఆ అని కంటిన్యూగా పిలవమన్నాడు మన కొండలరావు గారు వచ్చారు టిఫిన్ తీసుకునిరా ష డల్రావు ఓకే నమస్తే డల్రావు గారు డల్రావా వాడేవాడు మీరే డల్రావు గారు ఏ నేను ఈ మధ్య మరీ ఎంత డల్గా అయిపోయానా <laughs> లేదండి మీరు చాలా హుషారుగా కనిపిస్తున్నారు మరి నా పేరు కొండలరావు అయితే ఈ డల్రావు ఏంటి మేము న్యూమరాలజిస్ట్ కి చూపించాం మేము పైకి రావాలంటే మీ పేరు మార్చాలన్నాడు మీరు డెవలప్ కావడానికి నన్ను డల్రావు చేస్తారా నీ మొహం డొల్ల చేస్తాను <laughs> ప్లీజ్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి డల్రావు గారు అపో నేను ఇక చస్తే నీ హోటల్ మొహం చూడడం బాబు వెయిటర్ హలో వెయిటర్ హలో బాబు వెయిటర్ సార్ విలియమ్స్ అక్కడ పిలుస్తున్నారు చూడు sir Williams sorry sir waiter అనుకున్నాను ఎస్ సర్ విలియమ్స్ వెయిటర్ దాపి ఏం కావాలో అడుగు అడుగుతున్నాను కాదులు కాజాలు సార్ వాడు కాజాలు కాదు నాకు బజ్జీలు కావాలి కాజాలు అనేది వండకం పేరు కాదు వంటవాని పేరు అది మా సార్వాడు పేరు ఆయన పేరు కాదుల్ కాజాలా అంటే మీ హోటల్లో స్వీట్స్ కి అప్పారో పొల్లారో అని పెడతారా సార్ విలియమ్స్ ఒకసారి లోపలికి వస్తా నాకు ఇచ్చుకోము కావు సార్ వాడు కిచ్చు కాము కావా రే ఆ సంఖ్యాశాస్త్రి ఫోన్ నంబర్ ఎలా ఏడు అంతే సార్ వాడు అంతేనా టాటా ఫోన్ నెంబరా బాటా షూ నెంబరా ఒట్టి సెవెన్ ఎంట్రా సర్విలియన్స్ వెదవా సారీ సార్ వాడు అలవాటు ప్రకారం మొత్తం టోటల్ చేసి చెప్పా full number double five seven six one six eight five ఏంటయ్యా నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఈ వారం ఎలా ఉంది బిజినెస్ పెద్ద బాలే సంఖ్యాజీ కొంచెం డల్ కొట్టింది మార్పు వెంటనే రావాలంటే ఎలా స్టెప్ బై స్టెప్ వస్తుంది మీది ముప్పై ఏళ్ల శని మూడు అంకెల్లో పోవాలంటే ఎలా చెప్పు మరెలాగ సంఖ్యాజీ <laughs> అసలు ప్రాబ్లం అంతా హోటల్ పేరులోనే ఉంది హోటల్ పేరులోనా yes that is most important ఓ అతి ముఖ్య చీజ్ హై ఎవరైనా పలానా హోటల్కి వెళ్దాం అంటారు కానీ పలానా వాళ్ళ హోటల్కి వెళ్దాం అనరు కదా సో మీ హోటల్ నేమ్ మార్చాలి నెక్స్ట్ మాటి మాటికి ఉచ్చరించేది చప్పరించేది ఏంటి తినే ఐటెం అవి కూడా మార్చాలి మరి అయితే మీరు ఇక్కడికి వస్తున్నారా <laughs> ఇంత చిన్న విషయానికి నేనెక్కడికెందుకు కాదులు గజాలు సర్విలియమ్స్కి మెనూ కార్డు ఇచ్చి పంపించు ఆ చేంజెస్ చేస్తా అలాగే నా ఛార్జెస్ కూడా ఇచ్చి పంపించు ఓకే మెన్యూ కార్డు సార్ వాడు ఆ, అసలు విషయం తినేవాటి స్పెల్లింగ్ ఇలా ఉంటే వండింది వండిన చోటే ఉండక ఇంకేం చేస్తుంది I I D L I I S this is the exact spelling dosa chicken biryani spelling చాలా టఫ్గా ఉందే బిర్యానీ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి సార్ వాడు బాగానే కాదు ఎగరాలి కొంచెం జాగ్రత్తగా దీన్ని స్పెల్ చేయాలి సీకి హెచ్చు కాకుండా ఇంకేదో యాడైతే గాని కాసౌండు వచ్చేలా లేదు yeah okay sir Williams menu changes completed పోతే హోటల్ బోర్డ్ అమృత విలాస్ ముందు విలాస్ తీసేద్దాం ఏ కంటే రెండు లెటర్లు దాటి వెళ్ళాలి అంటే సి శుభం ఖాతా మొదలైంది ఎం అంటే మరీ అడ్వాన్స్ కొంచెం వెనక్కి వద్దాం ఎస్ ఒరే కాదులు కాజాలు ఏంట్రా కా మన పేర్లు మార్చుకోవడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించడం లేదురా ఆ డల్ రౌండ్ మార్చినందుకు కొంచెం చేయకుంటున్నంత పని అయింది మోస్ట్ ఇంపార్టెంట్ హోటల్ పేరు మార్చినందుకు మొత్తానికి తేడా చేసిందేంట్రా అదేంట్రా ఆయన ఏదో చెప్పినట్టు ఏదో ఉంది అందుకే పవర్ఫుల్గా పనిచేస్తోంది ఇది హోమియో మందులాగే ముందు జబ్బుని ఇంక్రీజ్ చేసి తర్వాత నయం చేసినట్టు ఇంత రియాక్షన్ ఉందంటే ఏదో రివార్డు ఉండే ఉంటుంది <laughs> అలా కాదుగా నువ్వు పనిచేద్దాం ఏంటి మనమే బయటకెళ్ళి వెళ్ళి బలవంతంగా కస్టమర్స్ నేర్చుకుని వద్దాం రాదా ఎరా ఇక్కడుండి వచ్చిన వాళ్ళందరూ వెనక్కి పంపించేస్తున్నావా వాళ్ళంతటా వాళ్ళే పోతున్నారు అదిగో అక్కడ దాకా వస్తున్నారు పోతున్నారు అక్కడ దాకా వచ్చి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారా ఏముందబ్బా అక్కడ ఇక్కడేం లేదుగా ఇక్కడ కాదు అక్కడుంది హోటల్ క్లోజ్డ్ ఏంట్రా ఇది న్యూమరాలజీయా ఫ్యూనరాలజీయా వెరీ బ్యాడ్ స్పెల్లింగ్ నే వెళ్ళి ఓ అరవై మంది కస్టమర్స్ ని తోలుతా నువ్వు ఆ బోర్డు తొలగించే ప్రయత్నంలో ఉండు రే సర్వం రండి లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆహా ఎంత స్పీడ్గా ఎంటర్ అయ్యారు ఆరు ఐదు నాలుగు మూడు రెండు నష్టం ఏంటా కొరియా హోటలా కాదు అచ్చు తెలుగు మరేంటి కొరియన్ మెను ఏంట్రా ఇది ఐ ఇడ్లీ అయ్యా దోయిజా యోప్మా ప్యూరీ ఓడ కాపీ అవన్నీ సరే ఇదేంటి స్పెషల్ ఐటమ్ క్రో బిర్యానీయా క్రో బిర్యానీ పిచ్చుకపాలో తింటామా అది కాదు సార్ అది అసలు చికెన్ బిర్యానీయే న్యూమరాలజిస్టు అలా స్పెల్ చేశారు చికెన్ క్రో అయితే మటన్ ర్యాడ్ బిర్యానీ అంటావా నీకు న్యూమరాలజిస్ట్ కాదు సైకాలజిస్ట్ కావాలి వాళ్ళు ప్రతిసారి సిటీలో ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవడం మన పార్టీకి పెద్ద సమస్య అని మాకు తెలుసు అందుకే ప్రముఖ న్యూమరాలజిస్ట్ నంబర్ నారాయణ గారిని సంప్రదిస్తే అప్లికేషన్స్ అన్నీ తిరిగేసి మరిగేసి హిమాయత్ నగర్ నుంచి ఒక అప్లికేషన్ని ఖైరతాబాద్ నుంచి ఒక అప్లికేషన్ని డిసైడ్ చేశారు అపోజిషన్కి డిపాజిట్ కూడా దక్కదని చెప్తున్నారు సో ఈ రెండు నియోజకవర్గాలకి వీళ్ళిద్దరికీ టికెట్స్ ఇస్తున్నాను పవర్ఫుల్ న్యూమరాలజిస్టే కానీ ఎందుకో మనకి ఎఫెక్ట్ఫుల్గా రావడం లేదు ఎందుకనంటావు సార్వాడు హోటల్ క్లోజ్డ్ అన్నది పవర్ఫుల్ గానే ఉందంట నంబర్స్ ప్రకారం కానీ ఇంగ్లీష్లో మీనింగ్ ప్రకారం కొంచెం తేడా వచ్చిందన్నారు అందుకే లెటర్స్ మరీ ఎక్కువ మార్చకుండా రాసిచ్చారు హోటల్ అరముత్త ఏంట్రా ఇదంతా చూస్తుంటే నువ్వేదో తేడాగా ప్లాన్ చేస్తున్నట్టుంది ఫుల్ ముత్తు అంటే మాకు దొరికిపోతావని అరముత్తు అని రాసుకొని వచ్చావా లేదు సార్ వాడు స్వయంగా సంఖ్యాజీయే రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించమన్నాడు రిజిస్ట్ రిజిస్ట్రేషనా అదిరా సంగతి ఇప్పుడు అర్థమైంది ప్రాబ్లం ఏంటో ఆయన ఒకడుగురా ఎప్పుడు ఏది ఫుల్గా ఆలోచించావు హాఫ్ మైండ్ ఫెలో హోటల్ పేరు మార్చడం మారిన మన పేర్లు ఒకటికి పది సార్లు కిచ్చు కాముకావు కాదులు కాజాలను పిలుచుకోవడం కాదు రిజిస్ట్రేషన్ పక్కగా ఉండాలి స్టాంప్ పడాలి స్టాంప్ కింద ఇంకా మన పాత పేర్లు ఉండబట్టి ఇప్పటిదాకా అంకెల్ ఎఫెక్ట్ మనకు కనబట్టంలా అదేరా నీలోని స్ట్రాంగ్ పాయింట్ నేను ఐడియా లైట్గా చెప్పినా నువ్వు ఫుల్ డెప్త్లోకి వెళ్ళిపోతావు ఈ తారణనామ కొత్త సంవత్సరంలో కొత్త నామాలతో కొత్త జీవితాలు ప్రారంభిద్దాం <laughs> కాదులు కాజాలు మనం అర్జెంటుగా జనన మరణాల ఆఫీస్కి వెళ్దాం కాదుల కాజాలు కిచ్చు కామకావు కింద మన పేర్లు రిజిస్టర్ చేయించి ఓటర్ ఐడి కూడా అడుగుదాం అప్పుడన్నీ పక్కగా జరుగుతా అంకెలు ఆటంకం లేకుండా పనిచేస్తాయి పద ఏమండి అమృతరావు ఉన్నారా అమృతరావా ఆడవిడు మీకు తెలీదా ఎక్కడుంటాడండి సరే ఆ పక్క వాటాలో ఆంజనేయులని ఉండాలి కదా పక్క వాటాలో ఆంజనేయులా అరే కాదులు కాజాలు ఏంట్రా గిచ్చుకోంగా ఉస్కో ఏంట్రా నీ వాటాలో ఆంజనేయులన్న పేరు మీద ఎవడైనా ఉన్నాడా ఎవరు ఆంజనేయ స్వామి ఏడు డాష్ ఒకటి డాష్ నాలుగు నలభై రెండు film Nagar address is right but names are wrong అయితే మీ పేర్లేంటి కిచ్చు కాము కావు కాదుల కాజాలు అయినా మా సెక్రటరీ బుద్ధి లేదులేండి తాడు బొంగరం లేని గాలి ఎదవలకి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు చూడండి ఎమ్మెల్యే టిక్కెట్లా ఎవరికి హిమాయత్ నగర్ ఆంజనేయులకి ఖైరతాబాద్ అమృతరావుకి మనం సంఖ్యా సంఖ్యాశాస్త్రనే శంకించాం what a powerful man what a wonderful sense ఒక్క టోటల్ తో టోటల్ మన లైఫే మారిపోయింది ఆ క్యాండిడేట్స్ మేమే సార్ ఈ మార్పు ఏంటి ఇంతవరకు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నారు మే కిచ్చుకు పిచ్చుకు అన్నారు అబ్బాబే అవేం పట్టించుకోకండి నేనే అమృతరావు నేనే ఆంజనేయులు పరాచకాల ప్రూఫ్ ఏంటయ్యా ఏంటి సార్ మీరు ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు అడిగో పెద్ద మనిషి రానే వచ్చాడు ఈ ఇల్లు ఈందే మేము ఈయనకి బాగా తెలుసు కావాలంటే ఈయన్ని అడిగి తెలుసుకోండి సార్ ఒక్కసారి ఈయనకి మా పేర్లేంటో చెప్పండి <laughs> కిచ్చు కామ్ కావ్ ఆదుల కాజాలు అబ్బా అవి కాదు సార్ వాటి ముందు పేర్లు ముందు పేర్లు ప్రమాణపూర్వకంగా ప్రత్యక్ష పరోక్షాల్లో సైతం ఈ ప్రపంచం తల్లకిందులైనా సరే వీళ్ల పేర్లు కిచ్చు కామ్ కావు కాదుల కాజాలు నాకు పెసరట్టు అర్జెంటు మరి అదిగో ఆయన అంటున్నాడు అది ఈయన కాదు ఇంకెవరినైనా కనుక్కోండి వాళ్ళని అడగటం వీళ్ళని అడగటం కాదయ్యా ఖచ్చితంగా కనపడాలి బర్త్ సర్టిఫికెట్ వాటర్ ఐడియో అది ఇప్పుడు ఇదిగోండి సార్ మీ ఐడి కార్డ్స్ కాదులు కాజాలు కిచ్చు కాము కావు దొంగ ఓట్లు వేసిన వాళ్ళు చూసాం కానీ ఇదే ఫస్ట్ టైం దొంగ సీట్లను చూడటం మళ్ళీ ఇలా ట్రై చేస్తే ఊచలు లెక్క పెడతారు జాగ్రత్త లెక్క తప్పింది